కూకట్పల్లిలోని ప్రతిష్టాత్మక జేఎన్టీయూ తరలింపు ప్రస్తుతం చర్చగా మారింది కూకట్పల్లిలో తొంభై ఎకరాల విస్తీర్ణంలో జేఎన్టీయూ ఉంది దీని పరిధిలో నాలుగు వందల ఇరవై మూడు కాలేజీలు అనుబంధ కాలేజీలు పనిచేస్తున్నాయి జేఎన్టీయూలో యూజీ స్థాయిలో బీటెక్ బీఫార్మసీ పీజీ స్థాయిలో ఎంఫిల్ పీహెచ్డీ ఎంఎస్ కోర్సులను అందిస్తున్నారు ఇంత చరిత్ర ఉన్న జేఎన్టీయూ కూకట్పల్లి నుంచి తరలిపోనుంది సర్కార్ పర్మిషన్ ఇస్తే మరో ఏరియాకు వర్సిటీని తరలించేందుకు రెడీగా ఉన్నామంటున్నారు అధికారులు కొత్త జేఎన్టీయూకు ఐదు వందల ఎకరాల స్థలం కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు vice chancellor sir has taken lead and he is providing all the facilities for the students and ఎక్స్పాన్షన్లో కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఫర్ స్టూడెంట్స్కి క్రియేట్ చేస్తున్నాం so one fifty years we have complete చేసుకుని ఇప్పుడు ఫిఫ్టీ ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అయినాం సో లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మాకున్న అనుభవంతో బట్టి నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్కు కావాల్సిన planning we have already started and ఈ సంవత్సరం మేము ఆర్ ట్వంటీ టూ కొత్త రెగ్యులేషన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో పెట్టుకొని కొత్త రెగ్యులేషన్ స్టూడెంట్స్కు ఇవ్వడం జరిగింది జేఎన్టీయు యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుందంటున్నారు వర్సిటీ అధికారులు ఏటా వర్సిటీలో చేరుతున్న స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు భవిష్యత్ తరాల కోసమే క్యాంపస్ సిటీ శివారులోకి షిఫ్ట్ చేస్తున్నామని తెలిపారు ఫ్యూచర్ విద్యార్థులకు ఇప్పుడున్న బిల్డింగ్ సౌకర్యాలు సరిపోవంటున్నారు అధికారులు లో కూడా suppose a student from mechanical engineering if he is interested in going to in to computer science at the level of third year he can take ఇంకో ఎయిటీన్ ఎక్స్ట్రా క్రెడిట్స్ కంప్లీట్ చేసుకుంటే మేము ఆ డిగ్రీ స్పెషలైజేషన్ ఇన్ స్పెషలైజేషన్లో కూడా వాళ్ళకు మేము degree along with the regular degree they will get specialization in the degree also కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తామంటే తాము వ్యతిరేకించబోమంటున్నారు విద్యార్థులు జేఎన్టీయూ అనుబంధంగా ఉన్న బిల్డింగ్స్లో సరైన సౌకర్యాలు లేవంటున్నారు అయితే ఐదు వందల ఎకరాలను ప్రభుత్వం ఎక్కడ ఇస్తుందో అధికారులు చెప్పాలంటున్నారు ముప్పై మూడు యూనివర్ కాలేజీ యూనివర్సిటీలు చేయాల్సింది పోయి ఈ జేఎన్టీ ఉన్న జేఎన్టీను తరలించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని తరలించకుండా ఇక్కడనే ఉంచాలి ప్రభుత్వం ఆ యాంగిల్లో చూస్తుందని కూడా అనుకుంటున్నాము ఎందుకనంటే జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఈ ఐదు వందల ఎకరాల అవసరం ఏమున్నది ఒకవేళ ఐదు వందల ఎకరాలు కావాల్సుకున్నప్పుడు నువ్వు అరవై కోట్లు ముప్పై కోట్లు డెబ్బై కోట్లు పెట్టి ఎందుకు బిల్డింగ్లు కడుతున్నావు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే ఐదు వందల ఎకరాలకు సంబంధించిన క్యాంపస్ అప్రూవల్స్ తీసుకొని చేయాలని చెప్పేసి యూనివర్సిటీ ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం జేఎన్టీయు అధికారులు కలిసి వర్సిటీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు